Hello everyone welcome to achievers academy friends ఈరోజు మనం అక్టోబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో ఎకనామిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని నేర్చేసుకుందాం సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి first India made aluminium freight rake inducted and it is one eighty tonnes lighter than the general steel coaches okay so it is one of the most important current affair అండి ఎందుకు అంటే అండి aluminium is lighter than iron or steel isn't it so because of being light చాలా కూడా పవర్ కన్జంప్షన్ అనేది మనకి మిగిలిపోతుంది అనమాట because being light it can be easily pulled by the engine so it saves lot of power not only power అండి ఈవెన్ మనము స్టీల్ ప్రొడక్షన్లో మనం వాడేటటువంటి నికెల్ క్యాడ్మియం అంతా కూడా we're importing from the foreign countries so because of these aluminium production we can stop that import of nickel and cadmium from foreign countries అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర మిగిలిపోతుంది అనమాట so these are some of the advantages not just not just this ఈ పవర్ కన్జంప్షన్ తగ్గించడం వల్ల We already know that Indian railways has targeted that by year twenty thirty ఏంటండి ట్వంటీ థర్టీ కల్లా by the year twenty thirty that Indian railways want to become green okay green రైల్వేస్గా నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఉండేటట్టుగా తను టార్గెట్ చేసుకుంది even to achieve this target this is one of the major initiative అయితే దీన్ని ఎక్కడ లాంచ్ చేశాము we did we launch this India's first aluminium freight train it was launched by ministry of railways at Bhubaneswar okay Bhubaneswar okay so it was constructed ఈ యొక్క రేక్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే three important organisations of participated in this design and construction of this rake those are RDSO okay that is uh, research design and standards organization indian railways గారి యొక్క రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి RDSO next Aditya Birla group కింద ఉన్నటువంటి హిందాల్కో అలానే Besco wagon are the three organisation under whose collaboration this India's first aluminium rake was built under Make in India initiative. Make in India initiative కింద దీన్ని తయారు చేసుకున్నాం so let's you some advantages of this రాసుకోవాలి it becomes cost effective and energy efficient it is totally indigenously develop కాబట్టి ఇండియాకి ఎకనామీ పరంగా బెటర్గా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది it is one eighty tons lighter than the steel rate అంటే తక్కువ వెయిట్ ఉంటే దాన్ని లాగడం ఈజీగా ఉంటుంది అలానే మనం రైల్వే ట్రాక్ పైన ట్రాక్షన్ మరియు వెయిట్ కూడా తక్కువ ఉండడం వల్ల you can increase the life of the railway track also higher payload it can take uh, almost 5 to 10 percent more load uh, than the traditional iron based coaches okay మామూలుగా మనకి ఏవైతే ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఇలా క్యారింగ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయో ఓకే గుడ్ స్ట్రెంత్లో దానికంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎక్కువ కెపాసిటీని క్యారీ చేయగలవు next these are safer and superior crash absorption capability they have and some other points are like they are uh, they help in greening the network of railways reduce the carbon footprint modernizes the and transforming the freight transportation a step towards achieving the future targets of freight loading are the advantages of this initiative so it was launched where my friends it was launched at bhubaneswar railway station the name of the india's first aluminum freight rake is 61 bob rn alhs m1 okay not needed not necessary with that but advantages ఒకసారి రాసుకోండి it reduces the import of materials like nickel and cadmium okay it reduces the carbon footprint it helps uh, it helps uh, to achieve the railway target of being net zero emission by the year 2030 okay so next uh, it takes more carrying capacity almost 5 to 10 percent more than their steel counterparts so one kuda important so next important current affair when it comes to economy is the Nobel Prize for Economics. So who was awarded the Nobel Prize for Economics for the year 2020 To my friends three people have got this Nobel prize ముగ్గురు వ్యక్తులకి నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ దక్కింది దో నే those names are Ben S Bernanke and Douglas W Diamond Philip H Dybvig Philip H. Digwick, Douglas W. Diamond, and Ben S. Uh, Bernick are the three people who have got the Nobel Prize for economics. వీరి ముగ్గురికి కూడా బ్యాంకింగ్ సంబంధించినటువంటి రీసెర్చ్ గాను అంటే ఒకవేళ బ్యాంక్ కొలాబ్స్ అయితే ఎకనామీ పైన ఏ విధంగా ఇబ్బందులు అవుతాయి ప్రజలపైన ఏ విధంగా ఇబ్బందులు అవుతాయి అసలు బ్యాంకులు అనేవి ఎందుకు కొలాబ్స్ అవుతాయి అసలు బ్యాంకులు కొలాబ్స్ కాకుండా ఉండాలంటే ఎలా so based on the research on this banking they were awarded this prize that is nobel prize for economics okay so they have been demonstrated the importance of preventing the widespread bank collapse uh, which happened in the year 1930s of great depression which happened in usa these are the three people okay so don't worry very easy so who gives this Nobel prize for economics అండి నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ ఇచ్చేది రాయల్ Swedish academy of sciences royal Swedish academy of sciences friends one more important point నేను మీకు ఇక్కడ చెప్పాలి మనకి సిక్స్ నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి ప్రస్తుతం ఇందులో నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఇవ్వట్లేదండి this giving away of Nobel prize for economics started in the year nineteen sixty nine పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచే మనం నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామీని మొదలుపెట్టాం ఆల్ఫ్రెడ్ నోబుల్ గారు రాసినటువంటి వారి వీలునామాలో ఈ యొక్క ఎకనామిక్స్కి సంబంధించి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎక్కడ లేదు కాబట్టి ఈ నోబెల్ ప్రైజ్కి సంబంధించినటువంటి ఫండింగ్ ఎవరిస్తారు ఎకనామీకి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ ఫండింగ్ ఎవరిస్తారు అంటే స్వెర్గిస్ రిక్స్ బ్యాంక్ అంటే స్వీడన్ యొక్క ఎవరిదండి స్వీడన్ యొక్క సెంట్రల్ బ్యాంక్ మనకి ఆర్బీఐ ఎట్లనో స్వీడన్ యొక్క సెంట్రల్ బ్యాంక్ వారు దీనికి సంబంధించినటువంటి ప్రైజ్ మనీ చెప్తారనమాట so this is very very important so as a set you knowing who gives away the Nobel prize అంటే ఒక్కొక్క నోబుల్ ప్రైజ్కి ఒక్కొక్క అకాడమీ వారు ఇస్తున్నారు దాన్ని తెలుసుకోవడం కూడా important so let me tell you in a glance okay so ఎవరెవరు ఇస్తారు first second third so royal Swedish academy వారు ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఇస్తారండి they are the committee who decides the Nobel prize should be go for whom ఎవరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలో ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది సో ఒకటి వచ్చేసి physics physics chemistry chemistry next వచ్చేసి economy okay or economics so ఈ మూడు కేటగిరీస్లో the deciding people are royal Swedish Academy of Sciences of Sciences okay next fourth Nobel Prize is Nobel Prize for Literature okay this is given by Swedish Academy Swedish Academy okay next fifth Nobel Prize for Medicine or Physiology okay this is given by another institution in Sweden Sweden institution there is another institution I'll tell you the name at that time institution okay so ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదు నోబెల్ ప్రైజ్లు ఎవరు ఇస్తున్నారండి స్వీడన్ ఇస్తుంది స్వీడన్ ఇస్తుంది there is one more Nobel prize that is Nobel prize for peace peace this is given by Norway Norway Norwegian academy gives this award call Nobel peace prize okay please note down knowing who gives what and which country gives what is very important for your preliminary examination SI mains కానివ్వండి లేదా ఇప్పుడు వచ్చేటటువంటి ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా ఫ్యూచర్లో వచ్చేటటువంటి అన్ని ఎగ్జామ్లో you can expect a compulsory question on Nobel prize for sure so please note them down so next important current affair from economics వచ్చేసండి Bombay stock exchange launches electronic gold receipts బంగారాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో అమ్మకాన్ని చేసేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివే ఈ యొక్క ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అంటే బంగారాన్ని డిజిటల్ రూపంలో కొంటున్నారు మీరు ఎక్కడ కొంటున్నాము బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రమే ఇది అమ్మబడుతుంది దీనికి కాను ఎవరు పర్మిషన్ ఇస్తారండి who gives permission to launch such an initiative security exchange board of India లేదా సెబీ అని పిలిచేటటువంటి సెబీ దీనికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దివాళీ రోజున బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వారు who launch this Bombay stock exchange వారు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ని లాంచ్ చేశారు ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్స్ టూ కేటగిరీలో అమ్మబోతుందండి ఒకటి వచ్చేసి త్రిబుల్ నైన్ ప్యూరిటీతో ఇంకోటి వచ్చేసి నైన్ నైంటీ ఫైవ్ ప్యూరిటీతో ఈ రెండు కేటగిరీలో మనం అమ్మబోతున్నారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో యూ కెన్ ట్రేడ్ దెమ్ కొనుగోలు చేయొచ్చు మళ్ళీ అమ్మకం కూడా చేయొచ్చు ఓకే ట్రేడింగ్లో మాత్రం కేవలం ఒక గ్రామ్లోనే మీకు అది ఫిజికల్ రూపంలో కావాలి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మినిమం మీరు కొనుగోలు చేయాల్సింది delivers in multiples of ten and hundred grams okay deliveries వచ్చేసి టెన్ మరియు హండ్రెడ్ గ్రామ్స్లో తీసుకోవాల్సి వస్తుంది okay next this electronic gold receipt market will remain open from nine AM in the morning to nine thirty PM in the night ఈ యొక్క ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ మనకు ఎందుకు అసలు ఎందుకంటే అండి India is the world second largest consumer of gold almost ప్రతి సంవత్సరం మనం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గోల్డ్ డిమాండ్ ఉంటుందండి టన్స్ ఆఫ్ గోల్డ్ డిమాండ్ మనము బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాం కానీ బంగారం యొక్క ప్రైస్ని నిర్ణయించలేకపోతున్నాం we are not able to give the price we are the price takers మనం ప్రైజ్ని తీసుకున్నాం కానీ ప్రైజ్ డిసైడ్ చేయలేకపోతున్నాం so in order to decide in order to become a prize decider అసలు గోల్డ్ యొక్క కరెక్ట్ మార్కెట్ విలువ ఎంత అని తెలియాలి కదా అది తెలుసుకునేందుకే ఈ యొక్క ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ పద్ధతిని స్టార్ట్ చేయడం జరిగింది okay electronic gold receipt allows efficient price discovery and standardisation of gold transparency in gold transaction promotion of Indian good delivery standards and settlement guarantee on the investors so India చెప్పాను కానీ second largest consumer of gold in the world China top పొజిషన్లో ఉంటుందండి అది largest consumer almost eight hundred to nine hundred tons ఉంటుంది సో చైనా ఇంత పెద్ద కన్జ్యూమర్ అయినప్పుడు అది ప్రైస్ డిసైడర్గా కూడా మారింది కానీ ఇండియా మారలేదు కాబట్టి so in order to become a price giver from a price taker, this initiative was very important. Simple Kondi. who launched the electronic gold receipts? It was Bharat or Bombay Stock Exchange. Who launched the electronic gold receipts? Bombay Stock Exchange. So next important current affair, very important is that India became world's largest producer, consumer and second largest exporter of sugar. Okay ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో చక్కెరని కన్జ్యూమ్ చేసుకునేది చక్కెరని తయారు చేసే దేశం ఏది అంటే భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎక్స్పోర్టర్ చక్కెరకి ఎవరైనా ఉన్నారంటే అది మన భారతదేశమే అని చెప్పేసి ఈ ఇటీవల కాలంలో రిలీజ్ అయిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డిసైడ్ చేసిందండి department for promotion of department of consumer affairs వారు ఇచ్చారండి దీని గురించి I'm sorry small correction who gave this data department of consumer affairs public public distribution వారు ఈ డేటాను ప్రొవైడ్ చేశారు అయితే sugar cane production last year కనుక చూసినట్టయితే in the season of October September twenty twenty one we are able to produce around five thousand lakh metric ton of sugar ఇది లార్జెస్ట్ రికార్డ్ అండి కంట్రీ యొక్క రికార్డ్ అతిపెద్ద స్థాయిలో మనం చేసాం దీంట్లో చక్కెర తయారీ కొరకు three thousand five hundred and seventy four lakh metric ton వెళ్ళింది దాంట్లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి షుగర్ క్వాంటిటీ ఎంత అంటే ఆల్మోస్ట్ మూడు వందల తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల షుగర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం అందులో నుంచి ముప్పై ఐదు lakhs metric ton of sugar ethanol ప్రొడక్షన్కి వెళ్ళిపోయింది మిగతా షుగర్ వచ్చేసి మనకి షుగర్ మిల్ నుంచి కన్జంప్షన్కి వెళ్ళిపోయింది okay the season recorded the highest sugar exports over uh, one 109 or 109 lakh metric tons of sugar ni manam export chesamana data me quality. so simply who is the second largest exporter of sugar in the world today it is india who is the largest consumer and producer of sugar it is also india india is now the world's leading producer consumer of sugar as well as world's second largest exporter ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెరను కన్జ్యూమ్ చేసేది తయారు చేసేది భారతదేశం సెకండ్ అతిపెద్ద ఎక్స్పోర్టర్ కూడా భారతదేశమే సో నెక్స్ట్ అండి ఎకనామీలో మూన్ లైటింగ్ అనే ఒక పదం న్యూస్లో నిలిచింది దీని గురించి డీటెయిల్గా వెళ్ళను but I just want to give you a basic glance because it's very important for preliminary purpose moon lighting అంటే ఏమిటి మూన్ లైటింగ్ అంటే అండి మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఈ కంపెనీలో జాబ్ చేస్తూ కూడా ఇంకో కంపెనీలో కూడా మీరు ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు చెప్పకుండా అక్కడ జాబ్ చేస్తే that is called moon lighting this is being practice by software engineers since they have got work from home work from home దక్కినప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే రెండు మూడు కంపెనీల్లో ఒక పర్సనే సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుండా అక్కడే కూర్చొని రెండు మూడు కంపెనీలకి పనిచేస్తూ పెడుతున్నారు సో అందుకు అగెనెస్ట్గా దీనికి అగెనెస్ట్గా కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే ఆ యొక్క ఎంప్లాయీస్ సస్పెండ్ చేశారు so they did not like this process call moon lighting okay so I hope you understood moon lighting is nothing but you are a employee of certain company employer in a certain company ఒక విప్రో కంపెనీలో మీరు ఎంప్లాయర్గా ఉన్నారు కానీ మీరు వెళ్ళేసి ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా ప్రాక్సీగా పనిచేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది ఇవి రెండు rival companies they sell same products so then what happen you will be selling your knowledge to them ఇక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అనుకోకుండా వాళ్ళకి అప్పచెప్తూ ఉంటారు so this is a wrong practice okay no there is no particular law భారతదేశంలో ఒక పర్టికులర్ లా లేదండి మూన్ లైటింగ్ కొరకు but various laws are there which restrict and employee from one company to work in another company నీ వర్కింగ్ అవర్స్లో ఈ కంపెనీలో పనిచేస్తే ఇదే దగ్గర ఉండాలి తప్ప ఇంకో కంపెనీలో పని చేయకూడదు So that is what moonlighting is. So why it was in news? An informal expression for having a second job secretly. మీకు ఫస్ట్ జాబ్ ఇచ్చిన వ్యక్తికి చెప్పకుండా సీక్రెట్గా ఇంకో జాబ్ చేసుకుంటే దాన్నే మూన్ లైటింగ్ అంటారు సో దీనికి అగెన్స్ట్గా విప్రో వారు తన ఎంప్లాయీస్ని ఎవరెవరైతే మూన్ లైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వారిని సస్పెండ్ చేశారు కాబట్టి ఇది న్యూస్లో ఉంది has intensified in recent times after Wipro fired several employees on the grounds of moon lighting Next Sunday, World Economic Outlook uh, report. This is a biannual report. Okay, so from the October. So, this is the second report of this year. So, who gives this World Economic Outlook? World Economic Outlook report is given by International Monetary Fund or IMF. Okay, so what is the other report given by IMF? Global other report given by IMF is Global Financial Stability Report. Okay. So don't worry, I'll show you everything so what does this world economic outlook say okay అసలు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏం చెప్తుంది మనకు అంటే ప్రస్తుతం వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మన ఒక economy when compare to the world leading economy India stands to be the highest growth rate economy చూడండి you can see in the year twenty twenty two so twenty twenty two year స్టార్టింగ్లో మన గ్రోత్ రేట్ని ఐఎంఎఫ్ వారు ఎంత చెప్పారండి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా చెప్తే ప్రస్తుతం అంత లేదు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్లో మాత్రమే ఉంది భారతదేశం యొక్క గ్రోత్ అంటున్నారు మరి వచ్చే సంవత్సరానికి భారతదేశం యొక్క గ్రోత్ ప్రొజెక్షన్స్ మన ఎకనామిక్ గ్రోత్ ఎంత పర్సెంట్ వరకు పెరుగుతుందని ప్రొజెక్షన్స్లో చూస్తే భారతదేశం ఒక ఎకనామీ రెండు వేల ఇరవై మూడులో six percent six point one percent గ్రోత్లో ఉంది అని చెప్తున్నారు so when compare to all other countries see you can see even US చూడండి గ్రోత్ రేట్ ఎంత ఉందండి కేవలం వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అంటున్నారు you can see UK it will have just point three percent growth rate you can see countries like Italy having negative growth rate Germany will have negative growth rate అంటే ఫ్యూచర్ ఇంకా ఉంది కోవిడ్ నైన్టీన్ ప్రభావం రెండు వేల ఇరవై మూడులో ఎక్కువగా ఉంటుంది గ్రోత్ రేట్ ప్రపంచ ప్రఖ్యాత గ్రహించినటువంటి లేదా వరల్డ్స్ టాప్ ఎకనామిస్లో కూడా పడిపోయే అవకాశం ఉంది it can turn into a recession jobs పోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ చెప్తుంది you can note that down so you can note this picture you can see China also China ప్రస్తుతం growth rate three point two ఉండగా వచ్చే సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడుకి ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ ఎంత four point four percent so basically IMF ఇచ్చినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్లో గ్లోబల్ సినారియో చూస్తే గ్లోబల్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ మొత్తం అన్ని కంట్రీస్ టుగెదర్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రోత్ ఎంత రెండు వేల ఇరవై రెండులో it got down from six percent to three point two percent ఆరు శాతం ఉన్నటువంటి ఎదుగుదల త్రీ పాయింట్ టూకి పడిపోయింది further two thousand twenty three కల్లా టూ పాయింట్ సెవెన్కే పడిపోయే అవకాశం ఉంది అంటే ఫ్యూచర్లో ఇంకా ఎకనామిక్ గ్రోత్ పడిపోయే అవకాశం ఉంది especially because of various conditions across the world ఇంకా ఈ యొక్క world economic outlook report Ukraine వార్ని కోవిడ్ నైన్టీన్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేయలేదు అవి కూడా కన్సిడర్ చేస్తే ఇంకా పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ వస్తుంది okay next the global growth is expected to grow slow further in the year twenty twenty three economy Europe యొక్క ఎకనామీ ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఉందన్న విషయం ఇది చెప్తుంది నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ పైన ఇది చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం నార్మలైజ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తుంది so like in the year twenty twenty one the inflation was four point seven ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఎనిమిది పాయింట్ అంటే రేట్ల పెరుగుదల ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది ఇది పడిపోయే అవకాశం ఉందండి సిక్స్ పాయింట్ ఫైవ్కి పడిపోయి ఆ తర్వాత ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఒకటికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఐఎంఎఫ్ వారు ఇచ్చినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ చెప్తుంది when you see you have to also know bit about IMF ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో కానివ్వండి లేదు అంటే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో కానివ్వండి ఐఎంఎఫ్ గురించి చాలా అడిగారు ఐఎంఎస్ వచ్చేసి International Monetary Fund it is one of the Bretton Wood twins established in the year nineteen forty five nineteen forty ఫైవ్లో న్యూయార్క్లో ఎస్టాబ్లిష్ అయిందండి న్యూయార్క్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది ఆనాడు వరల్డ్ బ్యాంక్తో ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఏర్పడింది ఆ ఇన్స్టిట్యూషనే ఈ యొక్క ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది దేశాలకు ఎటువంటి లోన్స్ ఇవ్వదు okay it is an organization which looks after monetary అంటే ద్రవ్యలోపం కలిగినప్పుడు ఆ దేశంలో మాత్రమే ఇది హెల్ప్ చేస్తుంది అంటే ఫారిన్ ఫండ్స్ తగ్గిపోయినప్పుడు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయని పరిస్థితి ఉన్నప్పుడు ఆ కంట్రీస్కి ఆంక్షలతో కుదిర్చినటువంటి లోన్ ఇస్తుంది తప్ప డెవలప్మెంటల్ లోన్స్ ఇవ్వదు ఒక డెవలప్మెంట్ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒక ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి లోన్ ఇస్తుంది లేదు అంటే ఒక రోడ్స్ని డెవలప్ చేయడానికి లోన్ ఇస్తుంది అలా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినట్టు ఐఎంఎఫ్ లోన్స్ ఇవ్వదు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినట్టు గ్రాంట్స్ కూడా ఇవ్వదు IMF loans are very restrictive okay it is only helpful at balance of payment క్రైసిస్లో మాత్రమే ఇది ముందుకు వస్తుంది సో ఐఎంఎఫ్ని one of the Bretton Wood ట్విన్స్గా కూడా పిలుస్తాం ఎందుకంటే ఇది బ్రిటన్ వుడ్స్లో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి okay known as Bretton Wood twins establish in nineteen forty four but came in practice in nineteen five India కూడా ఐఎంఎఫ్లో మెంబరే డిసెంబర్ ట్వంటీ సిక్స్న ట్వంటీ సెవెంత్న India got membership into IMF IMF releases two important reports. One is the uh, Global Financial Stability Report and another is World Economic Outlook. ఈ World economic outlook biannual report సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది ఒకసారి ఏప్రిల్లో ఒకసారి అక్టోబర్లో వస్తుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి okay next important current affair from economics is LEADS report so LEADS is nothing but logistic is across different states leads full form is nothing but logistic is across different states it is given by whom it is given by ministry of commerce ministry of commerce garu logistic is across different states అనే ఒక ఇండెక్స్ని ఇస్తారండి ఒక రిపోర్ట్ని ఇది రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా ఇచ్చాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇస్తున్నాం అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ల్యాండ్ లాకుల్లో సీ కోస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీలో లాజిస్టిక్స్ అనేది లాజిస్టిక్స్ అంటే ఏంటివండి మీకు వేర్ హౌసింగ్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ కావచ్చు ఇలా అన్నీ కూడా కలుపుకొని లాజిస్టిక్స్ అంటామన్నమాట ఓకే ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ ఏ విధంగా ఉంది మీకు ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంది సో దీస్ ఆర్ లాజిస్టిక్స్ సో ఈ లాజిస్టిక్స్ అనేటి ఆయా స్టేట్స్లో ఏ విధంగా ఉన్నాయి డెవలప్మెంట్గా ఉన్నాయా నాన్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయా అని చెప్పేసి మూడు కేటగిరీగా వివరి విభజించామండి ఈ రిపోర్ట్లో one is achievers okay moderate అచీవర్స్గా we have divided and we have divided the states to the categories like union territories land lock states coastal states and north eastern states so ఈ కేటగిరీ విభాగంలో ఇండిజీనియస్ డాటా అంటే మన భారతదేశం యొక్క లాజిస్టిక్స్ కేపబిలిటీ ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకోవడానికి ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందండి సో ఫస్ట్ లాజిస్టిక్స్ రిపోర్ట్కి ఏమింది అయ్యా two thousand eighteen okay so logistics index అని వరల్డ్ బ్యాంక్ కూడా ఇస్తుందండి please note down that also so LEADS twenty twenty two has adopted the classification based grading states are classified into four categories ఇందులో స్టేట్స్ నాలుగు కేటగిరీలో డివైడ్ చేస్తాం ఎలా కోస్టల్ స్టేట్స్ ఒకటి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్గా ఒకటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్గా ఒకటి మరియు యూనియన్ టెరిటరీస్గా ఒకటి అంటే నాలుగు విభాగాలుగా విభజించాం ఈ రిపోర్ట్లో మీరు నోట్ చేసుకోవాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే పూర్తి స్టేట్స్ అన్నిటిని మూడు కేటగిరీలో విభజించాం నాలుగు కేటగిరీలో డివైడ్ చేసిన తర్వాత వాటి పర్ఫార్మెన్స్ని త్రీ కేటగిరీస్లో డివైడ్ చేసాం ఒకటి వచ్చేసి achiever states fast moving states and last వచ్చేసి ఆస్పైరర్ స్టేట్స్ ఒకవేళ మనం ఇచ్చినటువంటి టార్గెట్స్లో అంటే eighty percent ninety percent achieve చేసినట్టయితే those are called achiever states so some examples of achiever states Andhra Pradesh ఉందండి తెలంగాణ కూడా అచీవర్ స్టేటే so note down Andhra Pradesh Telangana Assam Chandigarh Delhi Haryana Himachal Pradesh Karnataka Maharashtra Odisha Tamil Nadu UP and Uttarakhand and Gujarat are the achiever states ఈ అన్ని స్టేట్స్లో Maharashtra tops in the logistics LEADS index okay Maharashtra is the top state next fast moving స్టేట్స్లో which achieve eighty to ninety percent of the targets they include Kerala Madhya Pradesh Rajasthan Puducherry Sikkim and Tripura so aspiring states వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు అచీవ్ చేస్తే those are called aspirer states so remember these two names and rest all are the aspiring states so next important current affair అండి భారతదేశం యొక్క first twenty four into seven solar village ఎక్కడ ఉంది అంటే it is none other than Modhera which is in the Mehsana district of Gujarat so note down చేసుకోండి India's first twenty four into seven solar power village where is it ఇది మొదరాలో ఉందండి village in Mehsana district of Gujarat మీకు మొదరా అని వినంగానే ఇంకోటి గుర్తు రావాలి Modhera sun temple Modhera sun temple very very important structure okay భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి సన్ టెంపుల్లో మొదరా సన్ టెంపుల్ ఒకటి it was built by Chalukyan dynasty ఎవరు కట్టారండి చాళుక్యన్ కింగ్ అన్నటువంటి భీమా వన్ గారు ఓకే దాదాపు థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడీలో ఈ యొక్క మొదరా సన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారండి so please note down that also okay Modhera sun temple one of the UNESCO heritage structure also very very beautiful structure so next important current affair అండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశానికి డెబ్బై ఐదు డిజిటల్ బ్యాంక్స్ని డెడికేట్ చేశారన్న విషయం మనం న్యూస్లో చూసాం దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం so seventy five new digital bank units in India డెబ్బై ఐదు డిస్ట్రిక్ట్స్లో ఒక్కో డిస్టిక్లో ఒక్కొక్క డిజిటల్ బ్యాంక్ ఉండేందుకు గాను భారత ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై రెండు బడ్జెట్లోనే చెప్పారండి సో దానికి అనుకూలంగానే ఈ యొక్క ఇనిషియేటివ్ జరిగింది మరి అసలు ఈ డిజిటల్ బ్యాంక్స్ అంటే ఏమిటి సాధారణ బ్యాంకుల్లో మనం వెళ్ళేసి బ్యాంక్ ఎంప్లాయీ గారి దగ్గర కూర్చొని మనకు కావాల్సిన పనులు చేయించుకుంటాం కానీ రాత్రులు వారు ఉండరు కదా అలా కాకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక డిజిటల్ విభాగాన్ని పెట్టేసి ఆ డిజిటల్ విభాగంలోనే మనకు కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నిత్యావసర బ్యాంక్ సర్వీసెస్ అన్నీ మనం పొందేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ డిజిటల్ బ్యాంక్ యూనిట్ సింపుల్గా ఏటీఎం కానీ కొంత ఎక్స్టెండెడ్ ఏటీఎం అంటే దాంట్లో డిపాజిట్ చేయొచ్చు విత్డ్రా చేయొచ్చు చెక్స్ డిపాజిట్ చేయొచ్చు డిమాండ్ డ్రాఫ్ట్లు తీసుకోవచ్చు ఇలా బ్యాంకింగ్కి సంబంధించిన కొన్ని ఎక్కువ సర్వీస్ని పొందేందుకు డిజిటల్ పద్ధతిలో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి బ్యాంక్ యూనిట్స్నే డిజిటల్ బ్యాంక్ యూనిట్స్ అని పిలుస్తాం okay so prime minister of India dedicated seventy five digital bank units across seventy five districts of the nation they are given in the budget twenty twenty two twenty three to commemorate that seventy five years of independence of India భారతదేశం స్వతంత్రం పొంది డెబ్బై ఐదు సంవత్సరాలు కావచ్చునా సో దాని కింద ఇది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అసలు ఈ డిజిటల్ బ్యాంక్స్ అంటే ఏంటి చూపించాను కానీ పిక్చర్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఒక ఏటీఎం లాంటి బ్యాంకే కానీ మెషినరీస్తో అన్ని పనులు చేసుకుంటాను So digital bank units are specialized fixed point uh, business unit or hub set up by scheduled commercial banks മാത്രമേ established ചെയ്യകളും housing certain minimum digital infrastructure for delivering digital banking products and services as well as service existing financial products and service digitally in self service mode at any time మీకు ఇష్టం ఉన్న టైంలో వెళ్ళేసి సెల్ఫ్ సర్వీస్తో మీరు ప్రోడక్ట్స్ని కనుక పొందినట్టయితే those are called digital bank units the digital bank units are being set up with the objective to ensure benefits of digital banking reach every nook and corner of India పల్లెటూరులో కూడా బ్యాంక్ సౌకర్యం లేని దగ్గర డిజిటల్ బ్యాంక్ పెట్టేస్తే ఈజీగా సర్వీస్ అన్ని పొందొచ్చు banking services so what is the difference between traditional bank and digital bank ట్రెడిషనల్ బ్యాంక్లో you have to go and live interact and traditional బ్యాంక్కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మార్నింగ్ uh, తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు లోపే వర్క్ చేసుకోవచ్చు but digital bank work twenty four into seven they can withdraw money and deposit money at any time they provide digital services okay so people not having connectivity or computing devices can go to this bank and can uh, do paperless transactions the bank staff will be available to help you and digital bank unit will help you provide digital financial literacy and create awareness of adopting digital banking also literacy అనేది పెరుగుతుంది especially digital literacy in india so next important current affair and pm Divine, which is also called PM Development Initiative for Northeast region. It is a 100% centrally sponsored scheme. Okay, it is in consonance with the 15th Finance Commission తో పాటుగా జరుగుతుందండి ఇది okay and it's around like 15th Finance Commission. Okay, Ministry of uh, Development of Northeast region will implement this project in collaboration with other ministers. PM Shakti Yojana in order to increase the infrastructure in India. In collaboration with even with that scheme, this scheme will be implemented. What is the amount of money provided for this scheme? It will be an financial outlay of 6,600 crores. So PM Divine will leads creation of infrastructure, support industrial, social development projects and create livelihood activities for youth and women okay livelihood opportunities for youth and women thus leading to the employment generation PVM Divine will be implemented by the Ministry of Donar that is development of Northeast region through the Northeastern Council or central ministers or agencies. So in order to speed up this creation of infrastructure the projects will be concluded in the process of uh, em- implemented on the engineering procurement and uh, construction EPC మోడల్తో ఈ ప్రాజెక్ట్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి what are the major objectives of PM DevINE one is fund infrastructure convergently in the spirit of PM Gati Shakti Yojana in collaboration with PM Gati Shakti Yojana we have to develop this enable livelihood activities for youth and women support social development projects on felt needs of the northeast region File the development fill the developmental gaps in various sectors in the north east region are the objectives of PM DevINE scheme next important current affair అండి universal service obligation fund there is a universal service obligation fund in which all the telecom companies భారతదేశంలో ఉన్నటువంటి అన్ని టెలికాం కంపెనీస్ కొంత శాతాన్ని ఈ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్లో వేయాలి why in order to develop telecom communications or services in the rural area rural ఏరియాలో కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో కూడా టెలికామ్ సర్వీసెస్ అందాలంటే ఈ యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్స్ అనేటివి చాలా చాలా ముఖ్యం ఇదంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారి ఆధ్వర్యంలో ఉంటుంది సో ఆ యొక్క యూనివర్సల్ సర్వీస్ అబ్లికేషన్ ఫండ్ గారు ఇటీవల కాలంలో ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చారు that initiative name is universal service obligation fund launched telecom technology development fund scheme ఏంటండి telecom technology development fund scheme దేశీయంగానే టెలికామ్కి సంబంధించిన టెక్నాలజీస్ డెవలప్ చేయడం కమ్యూనికేషన్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం ఆ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని రూరల్కి ఏ విధంగా యూజ్ చేయాలో తీసుకొచ్చినటువంటి ఇనీషియేటివ్స్కి గ్రాంట్ రూపాన డబ్బులు అందజేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకొచ్చినటువంటి ఒక స్కీమే టెక్నాలజీ టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్స్కి ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అందించేందుకు కంపెనీస్ అన్నీ కూడా పోటీపడి వారు వారి యొక్క ప్రపోజల్స్ పెడితే థర్డ్ పార్టీ అసెస్మెంట్ తర్వాత ఆ కంపెనీ ఒక ప్రాజెక్ట్ నిజంగానే రూరల్ పీపుల్కి ఉపయోగపడుతుంది నిజంగానే అది కొత్త టెక్నాలజీ అని గమనిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ వారు ఫండింగ్ ప్రొవైడ్ చేస్తారు that's what here to build state of the art telecom technologies and enable proliferation of affordable broadband and mobile services in rural and remote areas. Rural ఏరియాస్లో మరియు రిమోట్ ఏరియాస్లో చాలా తక్కువ రేట్లోనే మనకి టెలికాం సర్వీసెస్ అందాలి ఇండియాలోనే టెలికాం టెక్నాలజీస్ డెవలప్ చేయాలి అందుకు గాను ఈ యొక్క technology development fund telecom technology development fund who started this it was started by universal service obligation fund ఈ యొక్క టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్కి గాను యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ కింద ఉన్నటువంటి మొత్తం అమౌంట్లో ఫైవ్ పర్సెంట్ని ఈ స్కీమ్కి పక్కకు పెట్టాం five percent of the universal service obligation fund levies as an R and D fund okay so దాంట్లో ఏం డెవలప్ చేస్తున్నామండి state of the art technologies for rural areas they will be applied in the segment such as education agriculture health మరియు వాటర్ మేనేజ్మెంట్ని టెక్నాలజీని యూజ్ చేసి ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేసి ఏ విధంగా ఇంప్రూవ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతోనే నడుస్తుంది so this is what the telecom technology development aims to it aims to fund right down aims to fund research and development in rural specific communication technologies దేంటండి రూరల్ ఏరియాస్లో కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన వాటికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫండింగ్ ఇచ్చేందుకు applications and for form synergies among the academia startup research institutions and industry to build and develop telecommunication ecosystem industries academics ఇవన్నీ కొలాబరేషన్లో ఈ యొక్క టెక్నాలజీని తయారు చేయడం అనేది దీని యొక్క ముఖ్య aim additionally the scheme also aims to promote technology ownership టెక్నాలజీని మనం ఓనర్ చేసుకోవాలి టెక్నాలజీని భారతీయంగానే తయారు చేసుకోవాలి indigenous manufacturing create a cluster of technology co innovative reduce imports boost export opportunities and create intellectual property are the major aims The scheme Universal Service Obligation Fund is also targeting to develop standards to meet countrywide requirements and create ecosystem for research, design, prototyping, pilot projects, proof of concept testing among others. Okay? So different segments అండి దేంట్లో అయితే మనం ఈ యొక్క ఫండ్స్ను వాడుతున్నామో అగ్రికల్చర్ సెగ్మెంట్లో ఓకే ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో మరియు హెల్త్లో ఈ యొక్క ఫండింగ్ అనేది ఏ విధంగా దక్కించుకోవచ్చు అంటే మీరు మీ ప్రపోజల్ని ముందు పెట్టండి మీ దగ్గర ఉన్న టెక్నాలజీని ఫస్ట్ చూపించండి ఆ టెక్నాలజీని ఒక ఎవాల్యుయేషన్ కమిటీ చూస్తుంది ఆ యొక్క ఎవాల్యుయేషన్ కమిటీ మీకు ఆథరైజేషన్ ఇస్తుంది దెన్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాని ఒక ఇండిపెండెంట్ రివ్యూ చేసిన తర్వాతే మీకు ఫండ్ వస్తుందన్నమాట ఓకే సో ధైర్యంగా ఉండొచ్చు కొత్త ఇన్నోవేటివ్ నాకు ఈ టెక్నాలజీ పనిచేస్తే అటు ఎకనామికల్లీ వస్తుంది ఇటు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఫండింగ్ వస్తుంది so last current affair for the day అండి ఎకనామిక్స్లో that is the tokenization of credit and debit card transaction already మనం కరెంట్ అఫేర్స్లో టోకనైజేషన్ గురించి ఎకనామీలో చేశాము మీరు ఒకవేళ చూసుకోకపోతే go back to the June current affairs you will find it why is it in news సింపుల్గా చెప్తానండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో ఉన్నటువంటి క్రెడిట్ కార్డులని మరియు డెబిట్ కార్డులని టోకనైజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట ఆ యొక్క డేట్ వచ్చేసి ముందుగా January first twenty twenty two కలని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది ఆ తర్వాత ఆ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ మనం జూన్లోకి తీసుకొచ్చాం జూన్ ట్వంటీ ట్వంటీ టూ కల్లా అన్ని క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డుని ఇచ్చేటటువంటి సంస్థలు ఏవై ఏవి ఇస్తాయండి నెట్వర్కింగ్ సంస్థలు వీసా అని ఉంటుంది మాస్టర్ కార్డ్ అని ఉంటుంది రూపే కార్డ్ అని ఉంటుంది కదా these are called networking organization so వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట టోకెనైజేషన్ అనే పద్ధతిని డోంట్ వరీ టోకెనైజేషన్ అంటే కూడా చెప్తాను సో మరి జూన్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్టెండ్ చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు కల్లా మీరు రెడీగా ఉండాలి అని చెప్పింది ఆ తర్వాత మేము ఇంకా ఎక్స్పాన్షన్ ఇవ్వం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి టోకనైజేషన్ అనేది కంపల్సరీ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది మరి అసలు ఈ టోకెనైజేషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేసిన తర్వాత బిల్ పేమెంట్కి మీ యొక్క కార్డు ఇచ్చారు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మీరు ఈ కార్డు ఇచ్చినప్పుడు ఏమవుతుందండి కార్డుని స్వైప్ చేయడమో కార్డుని మిషన్లో పెట్టడమో జరుగుతుంది మిషన్లో పెట్టిన తర్వాత దే ఏమడుగుతుంది మీ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది తర్వాత ఆ పాస్వర్డ్ నొక్కిన తర్వాత వెంటనే మీ యొక్క కన్సర్న్ బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంక్ వారు ఓకే చేస్తే డబ్బులు అనేటివి విత్డ్రా అయిపోతాయి ఆ యొక్క షాపింగ్ మాల్ వాటికి వెళ్ళిపోతాయి అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి మీ యొక్క క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యొక్క మర్చెంట్ ఆ షాప్ ఫెలో దగ్గర స్టోర్ అయిపోతాయి సో మీకు సెక్యూరిటీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది మీ యొక్క క్రెడిట్ కార్డ్ నెంబరు దాని సివివి నెంబరు ఇవి స్టోర్ అయిపోతే దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండేందుకు తీసుకొచ్చినటువంటి ఒక పద్ధతే టోకనైజేషన్ పద్ధతి ఈ టోకనైజేషన్ పద్ధతిలో డిఫరెన్స్ ఏంటి అంటే అండి ఇక్కడ మీరు కార్డ్ పెట్టిన వెంటనే మీ కార్డ్ డీటెయిల్స్ ఆ యొక్క ఏటీఎం మిషన్లోకో లేకుంటే మర్చెంట్ మిషన్లోకో స్టోర్ కావు ఫస్ట్ జరిగే పద్ధతి ఏంటి అంటే కార్డ్ పెట్టిన వెంటనే మీకు కార్డ్ ఇష్యూ చేసినటువంటి సంస్థ అంటే ఒక Visa Mastercard RuPay card అని ఉంటుందా వీరికి ఫస్ట్ మెసేజ్ వెళ్తుంది ఈ యొక్క ట్రాన్సాక్షన్కి ఒక టోకెన్ తయారు చేస్తారు అక్కడ అంటే ఇప్పుడు మీకు మొదటి ట్రాన్సాక్షన్ చేస్తుంటే టోకెన్ నెంబర్ ఒకటి అని మీకు ఇస్తారు అలా మీరు ఒక్కరిదే కాదు కదా కొన్ని లక్షలాది ట్రాన్సాక్షన్స్ అవుతాయి మీ ట్రాన్సాక్షన్ కంటూ మీకంటూ ఒక సపరేట్ టోకెన్ ఇస్తుంది అది ఆ టోకెన్ మాత్రమే దీంట్లో సేవ్ అవుతుంది మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా కేవలం నెట్వర్క్ వారి దగ్గరే నెట్వర్క్ అంటే వీసా కార్డ్ మాస్టర్ కార్డ్ వారి దగ్గరనే స్టోర్ అవుతాయి ఎట్టి పరిస్థితిలో కూడా మీ కార్డ్ డీటెయిల్స్ ఈ యొక్క మర్చెంట్ దగ్గర స్టోర్ కావు ఈ టోకెన్ని రైజ్ చేసిన తర్వాత ఈ టోకెన్ని మీ యొక్క బ్యాంకుకి పంపిస్తుంది ఓకే ఈ వీసా కార్డు వారు ఈ టోకెన్ని మీ ఎస్బీఐ బ్యాంక్ అయితే ఎస్బీఐ ఐసిఐసిఐ అయితే ఐసిఐ ఏదో బ్యాంక్ని పంపిస్తుంది ఆ బ్యాంక్ వారు ఈ టోకెన్ని మ్యాచ్ చేస్తూ డబ్బులు రిలీజ్ చేస్తారనమాట దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇక్కడ ఏ చోట్లో కూడా మీ యొక్క కార్డు నెంబరు కార్డు డీటెయిల్స్ అనేవి షేర్ కావట్లేదు ఫైనల్ పేమెంట్కి ఎట్లైనా మీరైతే మీ యొక్క పాస్వర్డ్ ఓటీపీనో లేదంటే సివివినో లేదంటే పాస్వర్డో పిన్నో ఇవి కొడితేనే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది so you can start a purchase with the merchant the merchant initiates the tokenization by asking your consent tokenize the card once you give the consent it sends tokenization request to the card network ఒకసారి టో ఒకసారి ఓకే చేయండి సార్ అంటే మీ కార్డ్ నెట్వర్క్ వెళ్ళిపోయి వాళ్ళు ఒక టోకెన్ చేస్తారు మీ కార్డ్ నెంబర్ బదులు ఒక నెంబర్ ఇస్తారనమాట ఆ ట్రాన్సాక్షన్ని మీరు సివివి ద్వారానో ఒక పాస్వర్డ్ ద్వారానో చేస్తే మీ బ్యాంక్ వారు వారి ఖాతా నుంచి డబ్బును అనేది ఈ యొక్క మర్చెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక కేవలం టోకెన్ నెంబర్ మాత్రమే సేవ్ అవుతుంది ఆ యొక్క మర్చెంట్ ప్లేస్లో మిగతా ఏది సేవ్ కాదు మీ డేటా అంతా కూడా సేవ్గా ఉంటుంది so this is called tokenization of credit or debit card ఇప్పటి నుంచి భారతదేశంలో టోకెనైజేషన్ అనేది కంపల్సరీ ఓకే ఈవెన్ భారతదేశంలో జరుగుతున్నటువంటి credit card debit card transactions అన్నీ కూడా భారతదేశంలోనే స్టోర్ చేయాలని చెప్పేసి Reserve Bank of India orders కూడా ఉన్నాయి so here my friends we come to the end of this session I hope you are enjoying our classes thank you for watching our video this is Nikhil from Achievers Academy thank you